hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates నీకు ప్రెస్ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా తీవేనా కొట్టరా అందుకే చెప్పా బ్లూ మీడియా అని ఆ బ్లూ మీడియాకి బుద్ధి రాదు మీకు కూడా చూపిస్తానులే సమయం వచ్చేప్పుడు చూపిస్తా వస్తాయి రోజు కూడా చూపిస్తాను మీకు కూడా ఏం మీ ప్లేస్ ఎక్కడుందో కూడా చూపిస్తాను మీకేం వాల్యూస్ లేవు విలువలు లేవు సంస్కారం లేదు సంస్కారహీనంగా బతుకుతున్నారు మీరంతా బానిస జీవితాన్ని బతుకుతున్నారు మీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఆ బానిసత్వం వద్దు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి విలువల్ని కాపాడండి అప్పుడే మీకు భవిష్యత్తు అందుకే చెప్తున్నా కొంచెం ఉందతనాన్ని ప్రదర్శించడం నేర్చుకోండి మీరంతా అది ప్రవర్తించకపోతే సాక్షిని బ్యాన్ చేసాం టీవీని బ్యాన్ చేసాం ఎన్టీవీని బ్యాన్ చేసాం ఎవరైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారో ప్రజల సైడ్ ఉండరో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఒకటే మాట చెప్పాం ఇది ఒక బ్లూ మీడియా అని ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని మరొకసారి కోరుతున్నా